అది లాస్ట్ టైం వచ్చిన ఇష్యూస్ అని అడ్జస్ట్ అడ్రస్ చేసినారా ఏమంటావు మనం అవన్నీ చేసినారా నిన్న అది శివానగర్ మాట్లాడినారా ఆర్జేడీ గారితో ఏమన్నాడు వస్తాయి ఏం పేరు పేరు చెప్పు బాగున్నా బాగుందమ్మా బానమ్మా ఏమ్మా ఏంది ఇదేనా దిబ్బలది పంచాయతీ ఇదేనా గొడవ జరిగేది కోట్లు వేసుకునేది ఇదేనా ఏమైంది ఇప్పుడు దీన్ని ఇది రస్తా ఉందమ్మా ఎవరు విఆర్ వేడి కరెంట్ టైం పడుతుంది నాదైతే టైం వరుసగా వస్తారు అంతే తప్ప మనం నీ చేతిలో నా చేతిలో కరెంట్ వాళ్ళు ఒక్కోటి ఒక్కటి వేసుకోండి ఎవరు మా విఆర్ఓ ఏమో ఇక్కడ సమస్య ఏమి దిబ్బేసి రోడ్డు ఉందా దయచేపు చేసి రోడ్డు ఇవ్వండి చాలా ముందర కనపడతా అంటే రోజు చూస్తాండేది కదా నేను వచ్చి చూసి ఒక్క నిమిషం రోజు వచ్చి చూస్తుండేది కదమ్మా నేను చెప్పిన దానికి దిబ్బ రోజు వచ్చి చూస్తూనే ఉన్నావు కదా మళ్ళీ ఇది పంచాయత్ సెక్రటరీ గారు దీనికి నువ్వు ఒక్కనివేనా ఉండేది చూసుకొని క్లియర్ చెప్పండి మా దగ్గర ఉన్నాను చెప్పమ్మా నా జలకల బోర్ వేసిన తర్వాత జలకల బోరు ఎంతమందికి వెళ్ళా ఎంత వెళ్ళనేది కూడా మాకు కూడా అర్థం కాకుండా కరెంట్ వాళ్ళు వేసిన తర్వాత ఆటోమేటిక్ వేసుకుంటూ వస్తుంటారమ్మా ఒక ఒకసారి నుంచి అదేమా అది అయిపోయిన తర్వాత ఒక్కొక్క కరెంట్ కూడా ఇచ్చుకుంటూ వస్తుంటారు అసలు ఇది ఈ స్కీమే తప్పు స్కీమే ఒకరికి వేసి ఒకరికి వేయకోకుండా అది ఎప్పటికి వస్తుంటుంది ఎందుకు బియ్యం కార్డు ఎందుకు రావటం లేదమ్మా ఎందుకు పది ఎకరాలు పైకి ఉంటే నీకు ఎట్లా బోర్ వచ్చింది అంటే ఎవరు వాలంటీర్ ఎవరుమా అప్లై చేస్తా అంటే ఎట్లా సార్ ఏమి ఇష్యూ ఏమా టూ మెంబర్స్ యాడ్ చేసి మళ్ళీ స్పిల్ షిఫ్ట్ చేయమని అడుగుతాం ఇది యాక్టివ్ కావాలంటే మెంబర్ యాడ్ చేయాలి సార్ మెంబర్ యాడ్ చేసి ఎవరు లేదు సార్ ఎందుకు మామూలు మామూలు కార్డు ఎందుకు యాక్టివేట్ కాదు ఇద్దరు ఇన్ఎలిజిబుల్ ఉంది సార్ ఎందుకు ఇన్ఎలిజిబుల్ ఇంతకుముందు ల్యాండ్ ఉంది సార్ తీసేపించుకున్నారు అట్లా ఇన్ఎలిజిబుల్ ఉంది సార్ లాంగ్ పెండింగ్ ఇష్యూస్లో పెట్టినాం సార్ అవును మీకు ఇవి డిఎస్ఓకి పెట్టి యాక్టివేట్ చేయించుకోమని చెప్పి చెప్పినాం కదా పెట్టినావా ఎవరికి చూపి ఎస్ఎంఎస్ వాట్సాప్ చేసినావా మరి ఎలా చేసినావు ఫోన్ చేస్తే ఆమెకు అర్థమైపోతుంది అయిపోతుంది ఎస్ ఓకే అబద్ధం ఎందుకు చెప్తున్నావు అబద్ధం ఎందుకు చెప్తున్నారు మా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం కదా ఇలాంటి సమస్యలు ఉంటే డిఎస్ఓకి పెట్టమని పెడితే ఇరవై నాలుగు గంటల్లో అయిపోతుంది రెండు సార్లు మూడు సార్లు పోయినాం సార్ మన దగ్గరికి ఒక నిమిషం పోయినా కానీ మీకు రాలేదు ఏ పంచాయతీలు చూస్తుంటావు ఇదేనా నీకు నేర్పించిన విషయం అమ్మా డిఎస్ఓకు ఫోన్లో చెప్తా అంటే ఇని రాసుకొని చేస్తా అంటాడా డీటెయిల్ పంపిస్తే వాట్సాప్లో చూస్ చేస్తాడా ఎవరిని మోసం చేయడానికి తహసీల్దార్ రాలేదా ఎక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈమె బియ్యం కార్డులు ఇద్దరు ఉన్నారు కదా సింగిల్ అయితే ఇబ్బంది కానీ మరి ఫోర్ మెంబర్స్ ఉంటే అది యాక్టివ్ కాదు సార్ అది ఏదైనా మెంబర్స్ని అడిషన్ చేసే తప్ప అది యాక్టివ్ కాదు సార్ స్ప్లిట్ చేస్తాం కూడా కాదు సార్ అలా కాదులే ఎందుకు కాదు అయితే ఎందుకు కాదు యాక్టివేట్ ఎందుకు కాదు నలుగురు ఉంటే ఎందుకు కాదు యాక్టివ్ కావడం ట్రై చేసినాం సార్ ఎన్ని కేసులు ఇట్లా ఇంకొకటి నేను పైకి చెప్పి పంపించినారా ఎవరికి పంపించిన ఏంట్లో పంపించినామ్మా చెప్పు సింపుల్ ఏ ఊరు మీది మన రిక్రూట్ అయినా అయినామమ్మా ఇంతకుముందు నుంచి అన్నాడు నేను మాట్లాడతాను పెట్టుకో దగ్గరకు వస్తే అబద్ధాలు చెప్తారు బాగున్నా బాగున్నారన్నా బాగున్నా పెద్దమ్మా బాగున్నా బాగన్నా హెడ్ మాస్టర్ కూడా వన్ కిలోమీటర్ రాసేసినట్టు దానికి అందుకని అది అక్కడ నుంచి వచ్చింది సార్ మళ్ళీ దానికి ఎట్లా జీటీఎస్ కొద్దిగా ఇది వాడాలి కదంటే ఏడు వందల స్ట్రెంత్ ఉంది ఆడ వెయ్యి స్ట్రెంత్ ఉంది ఏ విధంగా మెజర్ చేస్తారు మేబీ oh, ఉండొచ్చు వాట్స్ ద స్ట్రెంత్ స్ట్రెంత్ అనే గైడ్ లైన్స్ కూడా ఉంది కదా వన్ hmm. hmm. అవును మెర్జర్ ఎట్లా చేస్తారు అంటున్నా ఒక కిలోమీటర్ పరిధిలో ఉంటే మీరు మెర్జర్ ఎట్లా చేస్తారు ఉన్న స్కూల్ బిల్డింగ్స్ ఇనికి ఎట్లా పంపిస్తారు ఐదు రూమ్స్ ఉంటే ఎనికి పోయినాయట కదా వాళ్ళ దగ్గర దానికి ఎందుకని అవును ఎలా మెడ్జర్ చేస్తారు మీ డిఓ ఆఫీస్ వాళ్ళు అయితే చెప్పమనండి నాకు ఏం బాగున్నారమ్మా మళ్ళీ అది కూడా మెర్జర్ వద్దు బాగున్నారా బాగున్నారమ్మా ఇప్పుడు తెల్లారుతా అంత పల్లెలో ఉండి బాగున్నావునా ఏమి నీళ్ళు పోవా కాలం నీళ్ళు ఎట్లా పోయేది నాకేం తెలుసు మీరు చూపించాలి కానీ నలభై మూడు లక్షలకి ఇరవై రెండు ఇరవై మూడు చేయమన్నారు అంటే తమ సందర్శనలో వచ్చిన పాయింట్స్ అన్ని కోర్స్ అన్ని తీసుకున్నాం సార్ ముందు డ్రింకింగ్ వాటర్ అడ్రస్ చేయండి అదే సార్ ఫస్ట్ తయారు మండలంలో ఎక్కడ ఎక్కడే డ్రింకింగ్ వాటర్ లేకుండా సమస్య లాస్ట్ ఇయర్ మనం దాదాపు seventy four lakhs spill over కింద పెట్టమన్నారు సార్ రెండు తయారు చేశాను సార్ తమకు సార్ ఆఫీస్కి పంపిస్తాను మీరు ఓకే అప్లోడ్ చేస్తాను డ్రింకింగ్ వాటర్ కానీ క్లియర్ చేయండి తర్వాత ఎక్కడే కానీ ఉండకూడదు కొన్ని ఈ ధర్మపురి ఇట్లాంటి చోట కొన్ని కాలువ కూడా అవసరం ఉన్నాయి నాకు అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని నాకు పెట్టండి చెప్తాను ఏం పెద్దమ్మా బాగున్నావా పెన్షన్ అంత వస్తుందా వస్తుందా పెద్దమ్మా ఏం చదువుతున్నారా ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఇంటర్ పోతావా బాగున్నారమ్మా బాగున్నావునా బాగున్నారక్క అట్లా పోయిస్తా ఏం హీరో ఏం చదువుతున్నావు అయిపోయిందా ఇప్పుడు అవుతున్నావా టెన్త్ ఎప్పుడు అయిపోయింది చదువుకోకుండా అమ్మాలి పని పోతే ఇప్పుడు బాగున్నారమ్మా ఏమైనా ఉందా సమస్య ఉందా ఏమన్నా అదే మున్సిపాలిటీలోనా ఇక్కడ గ్రీన్ అంబాసిడర్సా మన పన్నాయి కదా అమ్మ కొంతమంది ఇప్పుడు పడతాయిలే మా రెగ్యులర్ పడతాయిలే పంచాయతీ నుంచే ఇస్తారులే బాగున్నావా బాగున్నామ్మా ఏమైనా ఉన్నాయా బాగున్నా ఏమన్నా బాగున్నావా బాగున్నా పెద్దమ్మా పెన్షన్ ఎంత వస్తా పెన్షన్ ఎంత వస్తుందా పోనమ్మా రాఘం బాగున్నావమ్మా దీనికి పదివేలు అది ఇచ్చినారమ్మా అన్న తోడు వద్దనుకున్నావా ఈ మధ్యన పెట్టినావా బాగున్నావమ్మా పెన్షన్ అంత వస్తుందా ఎందుకు మీ వాళ్ళకు మీ వాళ్ళు ఇప్పుడు లేరు నుంచి చనిపోయి ఇప్పుడు లేదు కదా పద్దెనిమిది ఎకరాల ఆమెకు ఇలా ఎన్ని కేసెస్ ఉంటాయి ఒక్క నిమిషం అక్క ఎన్ని ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇట్లా అన్ఫ్రీజ్ చేయాల్సినవి పెన్షన్లవి టోటల్ అన్ఫ్రీజ్ చేసిన కేసులు ఎన్ని పదిహేడు అన్ఫ్రీజ్ చేసినావు కొత్త పెన్షన్లు ఎన్ని అప్లై చేసినావు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు సిక్స్టీ సిక్స్టీ అరవై వరకు చేసినాం సార్ అరవై కొత్త పెన్షన్లు ఇచ్చినావా ఒక్క నిమిషం నేను అది కాదు అడిగేది ఈ మధ్యకాలంలో సిక్స్ మంత్స్లోంచి మనం కొన్ని పెన్షన్లు ఇచ్చింటాం కదా ఎన్ని పెన్షన్స్ ఇచ్చింటాం కొత్తవి కావాలని అన్ఫ్రీజ్ కాకుండా ఫీజ్ ఫిఫ్టీన్ ఇచ్చినాం కొత్తవి ఎన్ ఎంతమంది కావాలని అడిగినారు fifteen one five unfreeze unfreeze twenty వరకు చేసినాం సార్ ఈరోజు వరకు చేసినాము దానిలో పదిహేడు పెట్టినాం సార్ శాంక్షన్ చేయడం జరిగింది నా క్వశ్చన్ నీకు అర్థమవుతుంది కదా అన్ఫ్రీజ్ కాకుండా ఈ సిక్స్ మంత్స్లో ఏజ్ వచ్చి ఇలా ఎంతమంది ఎలిజిబుల్ అయినారు పదహైదు మంది పదహైదు ప్లస్ పదిహేడు ముప్పై రెండు మందికి ఇవ్వాలా ఇప్పుడు కొత్తగా జూలైలో శాంక్షన్ అయితే ఈ మీకు పెన్షన్ ఐడి కూడా జనరేట్ చేసినామా ఈ ఈ జూలై నుంచి వస్తాయిలే పెద్దమ్మా సరేనా నువ్వేం చదువుతున్నా అన్న ఏం చదువుతున్నావు స్కూల్కి పోతుందా లేదా పోతుందా లేదా ఎక్కడికి అవునా ఏం చేస్తున్నా జయలేమ్మా ఏమో బాగున్నారా ఇది ఏపీవైడి ఇప్పుడు ఇవి పెట్టమని చెప్పినాం కదా ఎన్ని ఎన్ని చేసినాం సాఫ్ట్వేర్ ఏంది ఇంకుడు గుంతలు కూడా సాఫ్ట్వేర్ ఓపెన్ కాలేదా మనకు టెంప్లెట్ వల్లే ఇస్తారు సార్ అక్కడ నుంచి మరి ఇంకేం ఓపెన్ అయింది మీరు పీడీ వామక్ చెప్పారా అవును సార్ చెప్పారా అవును సార్ ఏమన్నారు ఇది సాఫ్ట్వేర్ ఓపెన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి చెప్పి సార్ పీడీ వామక్ కలుపుతుంది సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ ఎక్కడమ్మా చూడు చిన్న చిన్న మీరేనమ్మా పంచాయత్ సెక్రటరీ అసలు ఈ వాల్లు అన్నీ పోయినాయి చూడండి వాల్స్ వేపించేసి జీవుని స్ట్రీట్ లైట్స్ కూడా తడవే లేని అంతా స్విచ్ చేసి పెట్టండి అమ్మా మరి ఎందుకు లైట్ ఎరిగింది లైట్ ఎందుకు పోతాం స్ట్రీట్ లైట్స్ అన్ని చోట్ల ఎరుగుతున్నాయా అన్నీ వేయించినా లేదు ముందు అది చేస్తే చూడు ఈ నీళ్ళన్నీ చూడు ఎట్లా వస్తున్నాయి మొత్తం అంతా ఇవన్నీ ఊరికే జ్వరాలు గిరాలు రోగాలు వస్తాయి కదా ఆడ మెట్ట చేస్తే కాలువ ఈ నీళ్ళు ఎట్లా పట్టేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆడ మెట్ట చేస్తారు ఈ నీళ్ళు ఎట్లా పోతే ఇటు సాగి నిలబడతాయి వాళ్ళు తోడాలంటే తోడినారు ఈడ అంత బాగా ఈడ పని చేస్తాడు కరువు పని అతడు కూడా ఆడ అడ్డేస్తాడు ఈ నీళ్ళు ఎట్లా పోతాయి ఈ టెంటికి ఎత్తి పోసుకొని అక్కడ పోసుకుంటాం నీళ్ళు పోసుకున్నా ఏముంది ఒక్క నిమిషం అక్కడ అడ్డేస్తాడు అంత మీరు మీరే అట్టాలు వేసుకుంటా అంటే ఎట్లా ఈ రెండు డ్రైన్స్ పెట్టండి కాలువలు వేపిస్తాంలే పెద్దయినా కాలువలు వేపిస్తాంలే వాళ్ళ ఇంటి ముందర మీ ఇంటి ముందర అని లేకుండా కాలువలు వేసాంలే బాగున్నావునా ఏదో స్కూల్కి పోతున్నావా ఏమైంది కాలుకునా ఆ చిన్న గుళ్ళకి ఆపరేషన్ చేసినారా హలో అన్నా ఇప్పుడు ఈ ఇంకుడు గుంతంది ఇంకా రాలేదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి ఎన్ఆర్జీఎస్లో రాలేదా ఇంకా టెంప్లెట్ మరి లేదంటాడు మీ ఏపీఓ ఇక్కడ ఒక్క అవును ఉన్న అన్ని చోట్ల చేయమని చెప్పినాం కదా టెంప్లెట్ ఇవ్వలేదు సార్ అదే మేము మా ప్రకారం okay sir okay okay sir thank you thank you template మీరు ఎస్టిమేట్ రిక్వైర్మెంట్ చుట్టూ పెట్టుకోండి ఏదో రకంగా మళ్ళీ సర్లేనా సరేనా రెండోది అంతేలేనా మిగతా అవన్నీ కూడా ఇంక ఏందో టెక్నికల్ రీజన్స్ చూపించేసి తెచ్చుకుంటూ పోతాడు కదా అంటే మేము చెప్తే కాదా మీకు ప్రొవిజన్ ఉన్నప్పుడు ఏదో ఒక పద్ధతిలో చేయాలి కానీ దానికి ఏదో టెక్నికల్ విఆర్ఓ ఇది మా ఈ వదిలేమ్మా బియ్యం కార్డ్స్ నలుగురు ఉన్న కార్డులు ఇది ఆ పేపర్ ఇది నలుగురు ఉన్న దాంట్లోకి యాక్టివేట్ చేయమని మీకు ఇది చేయడానికి ఏం సమస్య ఏముంటుంది ఇది రావట్లేదు సార్ నిన్న కూడా మాట్లాడినాం సార్ ఇది మనకి ఇట్లనే సేమ్ నేను కలెక్టరేట్ కూడా ఒక అతను పోయింటే ఇది మనకు టూ ఇయర్లీ ట్వైస్ పెడతారు సార్ జూన్ ఒకటి స్ప్లిట్ కాదు డివిజన్ కాదు సార్ ఓన్లీ దీన్ని యాక్టివేట్ చేయడమే ఇది అంటే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ మనం చేసినాం సార్ ల్యాండ్ లేదని ఇట్లా నాలుగు కదమ్మా ఉన్నది ఊర్లో రెండు కేసులు సార్ మనం అక్కడి నుంచి వాళ్ళు చేసుకోవాలి సార్ అది ఇంకా మనం ఏమో టెన్ ఏకర్స్ లేదని చెప్పేసి ఇచ్చేసినాము బియ్యం కార్డ్ యాక్టివేట్ చేయడానికి ఎవరు చేస్తారు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ మనం పంపించేస్తాం టెక్నికల్గా అది ఇంకా మన స్టేట్ లెవెల్లో కాదు కాదు సిక్స్ స్టెప్ కాదు సిక్స్ స్టెప్లో కాదు కదా అదే కదమ్మా ల్యాండ్ ఎక్కువ ఉండే కేసే కదమ్మా రెండు అవే సార్ అది ల్యాండ్ ఎక్కువ ఉంది sir more than ten acres ఉంటే వాళ్ళ కూతుర్లకి అంతా డివైడ్ చేస్తున్నారు సార్ డివైడ్ చేసిన వాళ్ళ కూతుర్లు కూడా దీంట్లోనే ఉన్నారు సార్ ఇప్పుడు కూతుర్లు డివైడ్ చేస్తా అంటే సెపరేట్ కార్ కూతుర్లను ఒక నిమిషం కూతుర్లను వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా ఇద్దరికి అయిపోయినా ఒక అమ్మాయి ఉంది సార్ ఇద్దరికి అమ్మాయి అయిపోయింది వాళ్ళ భర్త దాంట్లో జాయిన్ చేసుకుంటారు కదా ఇప్పుడు ఆ ప్రొవిజన్ ఉంది కదా ఆమె ఎట్లయినా కట్టినమ్మా ఒక భర్త ఏమైనా కట్టుకోనిలే మనకు సంబంధం లేదు ఈమె వెళ్ళిపోతుంది కదా అతను ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకొని ఇంకోటి మ్యారీడ్ కాబట్టి వాళ్ళకు ఒక న్యూ రేషన్ కార్డు కింద వాళ్ళని స్ప్లిట్ చేయొచ్చు కదా సపరేట్ వాళ్ళని సపరేట్ పంపి వాళ్ళకు ఏం కార్డు వస్తుందా రాదనే మనకు అనవసరం మ్యారీడ్ తీసేస్తాం రిమూవ్ చేస్తాం అంతే ఆ ప్రొవిజన్ ఉంది కదా ఉంది కదా ఆప్షన్ లేదు ఓన్లీ స్ప్లిట్టింగ్ కార్డు మీ డిఎస్ఓ గారు కొట్టండి ఇప్పుడే మాట్లాడండి సార్ నిన్న కూడా ఇదే జరిగింది సార్ ఇష్యూ ఒకటి మ్యారీడ్ అయిన వాళ్ళని డిలీట్ చేయాలా డిలీట్ చేయాలా అంటున్నారు మళ్ళీ ఇంకా అది లేదు ఆప్షన్ లేదంటే సార్ మనకి ఇప్పుడు మీరు మొత్తం అంతా ఎక్సెల్ షీట్ చేసి ఎన్ని కేసెస్ పంపించినారు డిఎస్ఓ గారికి ఇలాంటి ఇష్యూస్ అన్ని నలభై రెండేమో ఉండే సార్ దాంట్లో చాలా రిజాల్వ్ అయినాయి ఇప్పుడు ఈడ ఒక రెండు మనకు ఆ తుమ్మల్లో కొన్ని ఉన్నాయి కదమ్మా తుమ్మల అర్బన్ లైన్ ఒకటి రెండు అర్బన్ లైన్ ఉన్నాయి లోనే ఎక్కువ ఉన్నాయి సార్ అర్బన్ లో సుమారు twenty seven sir sir good morning sir మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు sir sir good morning sir నేను గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో ఉన్నాను సార్ ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు సో దాంట్లో ఇద్దరు డాటర్స్ ఉన్నారు బోత్ గాట్ మ్యారీడ్ ఒకరికి పెళ్ళి అయిపోయింది ఆమె పెళ్ళి ఏమైనా అయిపోయిన వాళ్ళను తీసివేయడానికి మనకు దాంట్లో ప్రొవిజన్ లేదా సార్ పెళ్ళైన వాళ్ళంటే సరే వాళ్ళది మ్యారేజ్ది కానీ అంటే ఇన్విటేషన్ కానీ ఏదైనా అప్లోడ్ చేసి తీసేయచ్చు సార్ డిలీషన్ అంతే సార్ అదే డిలీషనే which is not getting activated అంటున్నారు వీళ్ళు అవుతుంది సార్ అవుతుంది సార్ సార్ నాకు నాకు పెడతారా సార్ నేను నేను వస్తున్నాను సార్ ఈరోజు ఆ సెక్రటరీకి వెళ్ళి నేను చూస్తాను సార్ నేను ఇప్పుడు పంపిస్తాను అలాగే సార్ టు మై నాలెడ్జ్ అవుతుంది సరే ఇంకోటి రెండోది ఒక బత్తలపల్లి మండలంలోనే నాకు యాభై ఐదు కేసులు ఉన్నాయి ముదుగుబ్బలోనో అరవై డెబ్బై కేసులు వచ్చినాయి అర్బన్లో ఒక ఇరవై కేసులు ఎందుకు ఉంటాయి చాలా కేసులు ఇరవై ఏడే ఇంకా విఆర్ఓ రిజాల్వ్ అయినాయి సార్ అప్పుడు మనకు ఒకసారి లాస్ట్ టైం నవంబర్ డిసెంబర్లో పెట్టింది సార్ అప్పుడు మ్యాక్సిమం రిజాల్వ్ చేసినాం సార్ అంటే అవి వస్తూనే ఉన్నాయి సార్ మనం చేసిన ఒకసారి సాచురేటెడ్ గా అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని పెట్టండి కలెక్ట్ చేసి అది మీ తహసీల్దార్కి ఒకసారి నీటి డీటెయిల్స్ పెట్టండి ఓటి ఈరోజు డిఎస్ఓ వస్తే ఈరోజు వస్తున్నాడు అంటే కదా డిఎస్ఓ నేను మొత్తం అందరి దగ్గర నుంచి కూడా ఇష్యూస్ తీసుకుని ఈరోజు ఒకవేళ వీలైతే ఈరోజే డిఎస్ఓ కమిషనర్ గెలుపు గెలుపు గలుపు ఆల్ ఎంఆర్ఓస్ మాట్లాడి మొత్తం ఎన్ని కేసెస్ ఉన్నాయో మొత్తం కన్సాలిడేటెడ్గా అది వాట్సాప్ నాకు చేయమని చెప్పండి సార్ మొత్తం సిఎస్డిటీకి చెప్తాను సిఎస్డిటీకి చెప్పి మొత్తం అన్ని కేసెస్ ఎన్ని ఉన్నాయో నాకు ఇప్పుడు పది గంటలకల్లా వాట్సాప్ చేయమని చెప్పండి బాగున్నారమ్మా బాగున్నా పెద్దమ్మా పెన్షన్లు వస్తున్నాయా ఏమున్నాయా సమస్య అంత బాగున్నారా కృష్ణ గారు ఈ రెవెన్యూ సమస్యల విధానాల మీద ఎన్ని కేసెస్ వచ్చినాయి సార్ మనకు టోటల్గా ఆల్ సచివాలయాల పరిధిలో అంటే ఇది rice card rice card rice card issues ఒక్కసారి చేసి సచివాలయానికి పది ఉంటాయా సరే మొత్తం అదంతా ఒకసారి కన్సాలిడేట్ చేసుకోండి సార్ అది అదే అది మొత్తం కన్సల్టేట్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అని పంపించాను నాకు ఒక ఎక్సెల్ షీట్ పంపించండి డిఎస్ఓ వస్తున్నారు ఒకసారి మాట్లాడేసి అవి కూడా కొద్దిగా చిన్న చిన్న ఉంటే క్లియర్ చేయించేస్తాం బై టెన్ థర్టీ కల్లా పంపించేస్తారు కలెక్ట్ చేస్తే డిఎస్ఓ సార్ షీట్లో మొత్తం డీటెయిల్స్ మిగతా కూడా చెప్పేసి అని చెప్పేసి బాగున్నామ్మా ఏమో బాగున్నారా ఏం చదువుతున్నానా ఏం సెకండ్ ఇయర్ తర్వాత డిగ్రీకి వెళ్తున్నావా ఎక్కడ గజాప్రమా అంటే ఏ అంత దూరం ఏమి అక్కడికి వచ్చినారా ఓకే రెసిడెన్షియల్ దాంట్లోనా ఆల్ బెస్ట్ నానా యాడికి మేత ఎన్నున్నాయి రెండున్నాయా నువ్వేం చేస్తున్నావు Hey, da. Mam. మిషన్స్ను అరిషన్స్ దగ్గరగా ప్రశ్నించి సెవెన్ సిక్స్టీ వరకు ఉంది సార్ ఏది అన్రిజిస్టర్డ్ అంటే అంటే name corrections Aadhaar dismatch card చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చినాయా మీ దగ్గరికి డీటెయిల్స్ తీసుకున్నాను అవన్నీ ఒకసారి ఈరోజు అన్ని డిఎస్ నాకు కూడా పెట్టి అన్ని చేస్తాను మెంబర్స్ ఇద్దరే ఉన్నారు సార్ కానీ నలుగురు మెంబర్స్ అట్లా కంటిన్యూ అదేలే same deletion party all the ration card issues అన్న అన్ని రేషన్ కార్డ్ ఇష్యూసేనా ఇటు ఎవరితో సార్ ఎవరితో హలో హలో మన రేషన్ కార్డ్ ఇష్యూస్ అన్నీ మనం అనుకున్నాం కదా మేడం ఎన్ని వచ్చినాయి మండల వైజా అన్నీ ఇంకా దట్స్ ఎండ్ uh, కదా ఇంకా వేరే ఎక్కువ లేవు కదా సరే థ్యాంక్ యూ సరే ఓకే నాకు ఎక్సెల్ షీట్ రెండోది నాకే అలా ఒకటి ఇచ్చినావు కదా ఇది ఇద్దాం ఇద్దరు ఉన్నాడు చూడు సోనమ్నా ఇట్లా లేదా డెడ్ అండా బాగున్నాక బాగున్నామా నీకు పదివేలు ఇచ్చినారమ్మా కడుతున్నావా మళ్ళీ ఇరవై వేలు ఇస్తామే మళ్ళీ తీసుకోలేదా ఎవరు వెల్ఫేర్ ఎక్కడ ఇంట్రెస్ట్ పడింది కదా దీనికి సంబంధించి వడ్డీ కూడా పడి ఉంటుంది కదా మీకు వెల్ఫేర్ ఎక్కడమ్మా హీరో వెల్ఫేర్ రిజైన్ రిజైన్ చేసి అడిగినాడు గుడ్ దీనికి నీకు అన్నీ ఉన్నాయా ఓటీపీలు వచ్చేది ఆ సమస్యలు అన్నీ ఉన్నాయి కదా మీకు ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఎందుకు పిల్లలోను తోడులో తోడు వచ్చింది కదా మన ఫస్ట్ టైం వచ్చింది కట్టేసింది మళ్ళీ సెకండ్ ఇయర్కి ఇప్పియాలి కదా మనం లోన్ ఇప్పియాలి కదా వచ్చేది లేని తర్వాత లోన్ ఇప్పించేది అనుకో మళ్ళీ ఇప్పిస్తారమ్మా బాగున్నా పెద్దమ్మా పెన్షన్ ఎంత వస్తుందమ్మా బాగున్నారమ్మా ఏమున్నాయా సమస్యలు నువ్వు బాగున్నావు అక్క బాగున్నారమ్మా ఇట్లా వచ్చినామా ఇదేనా మెయిన్ కోర్టుకు పోయినారు కదా అమ్మా బాగున్నా పట్టా అయితే ఇచ్చినాం కదా హౌసింగ్ అయ్యి ఇక్కడ రాలేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరమ్మా ఏం పేరు హీరో అంజన్ కుమార్ ఇక్కడ హౌసింగ్ ఈ ఫేస్లో ఉందా ఇక్కడ అంటే ఫేస్ వన్లో లేదా ఈ ఊరు అహూడా కింద లేదా షూరా ఇంత దగ్గర ఉంది అహూడాలు ఎందుకు పెట్టలేబ్బా ఈసారి హౌసింగ్ ఇది రెండో విడతలో ఉందంటమ్మా హౌసింగ్ రెండో విడతలో నేను నేను శాంక్షన్ చేపిస్తాను సరేనా ఏం పేరు అంటే జలకలు రాలేదంటే అర్థం కదా అప్లికేషన్లు లేవు అక్కడ అప్లికేషన్లు అన్నీ ఆన్లైన్ అయినా ఆన్లైనే అన్నీ మాకు మాత్రం అర్థం కదా ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను జలకల్లో కూడా గవర్నమెంట్ మాకు ఎవ్రీ ఇయర్ నూట ఇరవై ఏపీలు అని చెప్పేసి ఇచ్చింది అంటే నెలకు పది వస్తాయి అంతకుమించి రాదు ఒక్కొక్క గ్రామంలో ఏమవుతుందంటే విపరీతంగా లోడ్ వస్తుంది ఒక్కొక్క గ్రామానికి ఇరవై ముప్పై కావాల్సిన పరిస్థితి వస్తుంది సో ముందు అన్నీ సర్వే చేసి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో చూసి ఇస్తాము ఆల్రెడీ మీ ఊరికి వచ్చిపోయింది జలకల్లో కూడా సో మిగతా కూడా సర్వే చేయించేసి జియో ట్యాంక్ పెట్టి చేపిస్తాం సరేనా అందరికీ చేపిస్తాం లేనా కానీ కొద్దిగా టైం పడుతుంది రేపు నాకు చేపిస్తాం నాకేయాలన్నా తీసుకో ఐ లవ్ యూ వస్తున్నాయినా నాకు మీది ఎక్కువైంది సినా అహుడ వాళ్ళకి అది లెటర్ పంపించినారా ఏది అహుడలో వీలేదు మూడు నేను మూడు రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉన్నా కదా ఓ రోజు సంతకం చెప్పి పోయినామా ఈ తుమ్మలు కూడా లేదంట చూడు ఆ హూడాలో రాసినావా దాంతో పాటు కాడువేరి అది మధ్య అంటే పంచాయతీలు కూడా కనపడుతుంది పంచాయతీలు కనపరిచినావు కదా బాగున్నామ్మా గుడ్ మార్నింగ్ బాగున్నావునా వైర్లు దొరికి సమస్య ఏంది ఎందుకు ఉంది ఎలక్ట్రికల్ ఐడి రాలేదా కరెంట్ అయ్యి వచ్చినాడా ఎవరు లైన్ మ్యాన్ ఎవరు ఏం పేరు మీ పేరు బాలు నాయక్ ఇది చూసినావు ఎప్పుడన్నా ఊగడానికి స్వింగ్కా ఎందులాగా ఇమీడియట్ ఇమీడియట్గా ఇంటర్మీడియట్ పోల్ వేయచ్చు కదా వేయచ్చా వేలేమా ఎన్నేళ్ళు పడుతుంది ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నావు అంటున్నా కొత్తగా వస్తేనేమైంది ఎన్నాళ్ళు అయింది వచ్చి వచ్చి ఏ గారికి చూపిస్తాను సార్ ఎస్టిమేట్ చేసి పంపిస్తారు నర్స్ ఫోన్ ఇది ఇస్తున్నా నాదే ఏ నా ఫోన్ ఇది ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు కాలనీలో కూడా ఎట్లా ఎస్సీ కాలనీ ఇక్కడ రెండు ఎట్లా పొద్దున్న లేచిన చీడే ఉంటా అంటారు మీరు పొద్దున లేచిన నుంచి ఈయనే ఉంటా అంటారు ఆ మాత్రం మీరు చేసుకోలేవా ఎవరో ఒకరు చూసి చెప్పి ఇంతవరకు మీరేం చేస్తున్నట్టు అంటున్నా వరకు చూసి చెప్పేంత వరకు మీరేం చేస్తున్నారు వన్ వీక్లో అయిపోతుంది మీ కరెంట్ డిపార్ట్మెంట్ బాగున్నారమ్మా ఎలా చనిపోయినాడమ్మా పడి ఎన్నాళ్ళైంది మూడు నెలలైంది నడుచుకుంటూ వచ్చేవారు బండ మీద పడి ఇక్కడ తగిలి బ్లడ్ పోయి అట్లా పదివేలు ఇచ్చినారా స్టార్టింగ్ యాది లేదు సార్ యా లెక్క రాలేదు సార్ వెల్ఫేర్ బాబు సెక్రటరీ ఇట్రా ఈ ఇవన్నీ ఎవరు చూస్తున్నారమ్మా డెత్ ఇన్సూరెన్స్ అంతా వైఎస్ఆర్ బీమా మీరు ఈయన భర్త కింద పడి చనిపోయినాడంట ఐడియా ఉందా నీకు ఐడియా ఉందా ముందుకు రమ్మా ఏమైందంటే సార్ భర్త పేరు చేసినారా మీరు మీరు తప్పిదాలు చేస్తే ఎవడు సఫర్ కావాలా మీరు మీరు తప్పులు చేస్తే ఎవరు సఫర్ కావాలా అంటున్నా జనాలు కదా ఎవరైనా కానీ బ్రెడ్ అన్నర్ మీద చేస్తారు కానీ ఆ ఇంట్లో ఎవరు కుటుంబం పోషిస్తారో వాళ్ళ మీద చెప్పాలి ఇన్సూరెన్స్ ఇప్పుడు ఓడి చేయాలి దీనికి ఏం రెక్టిఫికేషన్ ఉంటుంది ఏమి ఉండదు అదన్నా ఉందే పోనీ ఇల్లు భార్య పేరు మీద చూపినా కదన్నా ఎట్లా నేనేం మార్చట్లేదా ఇప్పుడే నెక్స్ట్ రెన్యువల్ చేసుకుని రెన్యువల్ చేసినప్పుడు ఆయన పోయిన తర్వాత నువ్వు ఎవరి మీద రెన్యువల్ చేస్తావు మా దీంట్లో తప్పు జరిగిందంట మా మా పనికి మా లోడ్ చేసినాడు ఎవడు చేసినాడు కానీ నీ మీద పెట్టినారంట ఇన్సూరెన్స్ మీ భర్త మీద పెట్టాల్సిన ఇన్సూరెన్స్ నీ మీద పెట్టినారు పని సార్ ఆమెకు వస్తుందా పెన్షన్ ఇద్దరు ఒకటి బియ్యం కార్డులో ఉంటారా సార్ జూలై నుంచి వస్తుంది పెన్షన్ నేను ఇది కూడా కనుక్కుంటాలేమా తప్పు ఎక్కడ మా ఏరియా నుంచే జరిగింది బాగున్నామ్మా చెప్పు మెయిన్ లైన్ కింద ఉంది రోడ్లో అంటే లైన్ అది మెయిన్ లైన్ రెండు మూడు ఏసారి ఫోన్ చేసినామని పట్టించుకోలేదు సార్ అది లారీలన్నీ మంచిగా నిలబడిపోతాం కోల్ కింద నిలబడిపోతాం ఇప్పుడు ఆ సంవత్సరం నుంచి చెప్తున్నాను మొన్న రెండు నాలుగు ఫోన్ చేసాం ఏఈకే కలుపు సీనా ఒకసారి అన్నది ఐడియా ఉందా సేను కాడ మొత్తం లైన్లన్నీ కింద ఉండేది మరి ఇంటర్మీడియట్ పోలు చెప్పి ఎన్నాళ్ళ నుంచి చేయకుండా ఉంటారు సార్ నేను రెండు నాలుగు ఫోన్ చేశాను సార్ ఈ వారంలో సరే లేప వస్తామంటారు మాకు ఇది కరెంట్ వాళ్ళతోనే వస్తుంది మాకు సమస్య అది ఊర్లకు తేల్పడుకు తుమ్మలకు రత్త దావా రోడ్లో మెయిన్ లైన్ కిందికి వాగింది అవి చేనులో నిలబడి నడి చేను నిలబడి అట్లా తిరిగేస్తాం పోల్ కింద నిలబడి లారీలు ఊర్లో వేసే లారీలు చేనులో పోతాయి బండ్లన్నీ బండ్లన్నీ ఏ గారు గుడ్ మార్నింగ్ రాలేదండి ఈరోజు థెఫ్ట్ కేసా మీ బంధువుల సరే సరే పర్లేదులేండి ఇప్పుడు మీ మీ పేరునా ఈశ్వరుడు నా తోట సుబ్రావుపేట ఆల్రెడీ మీ జేఎల్ఎం చెప్తున్నాడు లైన్స్ అన్ని కిందికి ఉన్నాయి ఏదైనా ప్రమాదం జరిగేది ఉందని ఎస్టిమేట్ కూడా చేసినారు అంటున్నారు మీ లైన్ మ్యాన్ ఇంటర్మీడియట్ పోల్స్ మరి పోల్స్ రావడానికి ఎంతసేపు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు మీవి ఎన్ని ఉన్నాయి ఎస్టిమేట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి మళ్ళీ మీ బడ్జెట్ ఇవన్నీ చెప్తే ఎట్లా అండి నాకు ఇప్పుడు బడ్జెట్ ఉందా లేదు దీనికి మరి కొద్దిగా తొందరగా చెప్పేయండి ఈ వారంలో ఇప్పించేత చూడండి సరే ముందు ఇవి చేపియండి ఈ వారంలో చేపిస్తారు ఇంట్లోనా తెలుసులే అవునా బాగున్నాను ఆరోగ్యం ఎట్లుంది ఈ వర్షాలు పడి ఈ నాలుగైదు రోజులుగానా ఈ నాలుగైదు రోజులుగా బాగాలేదులే సెలవు ఉంది మళ్ళీ ఈరోజు ఎండ వచ్చింది ఈరోజు ఎండ వచ్చింది కాబట్టి ఇబ్బంది ఉండదు బాగున్నా నాకు అలవాటే అమ్మా ఊరికే కూర్చొని వెళ్ళిపోతాను తెలుసు ఏం కావాలమ్మా ఇల్లు కావాలా ఇప్పుడు ఇస్తున్నారు లేదు సెకండ్ ఫేజ్ లో ఇస్తారంట దాంట్లో పెట్టిస్తాము గ్రూప్ లో ఎందుకు ఎవరున్నారమ్మా సీసీ ఎవరు సువర్ణమ్మ సిసి కలెక్టర్ దగ్గర ఐదు ఆరు మీరేనా సిసి కొత్త కావచ్చు పాత కావచ్చు వీళ్ళ ఐడియా వీళ్ళ ఐడియా ఉందా ఈ సమస్య గురించి ఎందుకు లేదు ఆన్లైన్లో లేదు అంటే వాళ్ళ అకౌంట్ అయితే ఉంది సార్ కానీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ఆన్లైన్ చేసింది రెండు సార్లు లోన్ కూడా సార్ మన దగ్గర కూడా గ్రీవెన్స్ ఇచ్చినారు కలెక్టర్ గ్రీవెన్స్ ఇవన్నీ కూడా ఎవరికి డైరెక్ట్ చేస్తారు మీకే కదా మళ్ళీ డైరెక్ట్ చేస్తారు మరి మీరే ఆ పని చేసి ఉంటే కలెక్టర్ దగ్గర పోరు కదా ఏం టెక్నికల్ సమస్యనా అంటే ఇప్పుడు టెక్నికల్ సమస్య లేదు సార్ ఆన్లైన్ చేసిండే సార్ వీళ్ళకి ఆన్లైన్ చేసిండే సార్ గ్రూప్ ఎవరు చేయాలా సార్ అవును ఇప్పుడు చేయడానికి ఏమైతుంది ఆన్లైన్ అయితే కానీ ఆసరా అయితే రాస్తాం చేస్తాం సార్ ఆన్లైన్ అయితే ఇప్పుడు చేస్తాం ఏదో ఒకటి ముందు అయితే ఆన్లైన్ అయినా చేస్తా అంటే ఆన్లైన్ నేను డేటా ఆన్లైన్ అయితే ముందు ఆన్లైన్ చేయించుకోమ్మా పాతది ఏమైందో నాకు తెలియదు కానీ పాతది ఏమైందో తెలియదు కానీ ఏమ్మా అవును ఇంక భవిష్యత్ కన్నా ఉంటాయి కదా ఇట్లే ఉంటే ఇట్లే ఉంటా అంటది ఇప్పుడు ఆన్లైన్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు కదా మళ్ళీ వీళ్ళు కలెక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం ఏమిటది మీరే చేయించండి అసలు రాలేదంటే ఇంకా ఆన్లైన్లో లేదు ఇంకేం చేసేకి అవుతుంది నెక్స్ట్ నుంచి ఇంట్రెస్ట్ వేవియర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ముందు ఆ పని చేయించేసాను ఆన్లైన్లో ఇచ్చేసాను చేసేసి ఉంటాక బాగున్నా పెద్దమ్మా దో ఉన్నారులే మీ అల్లుడు వస్తాడు చూడు పైసా పెద్దనా బాగున్నా వస్తారేనా ఇట్లా దగ్గర ఉందని వస్తురా బాగున్నావునా బాగున్నావునా బాగున్నారమ్మా బాగున్నాక ఏమి ఈరోజు ఏం చదువుతున్నావు ఏ ఇయరా ఇప్పుడు జాయిన్ అవుతావా జాయిన్ అయినావు ఏ బ్రాంచ్ గుడ్ గుడ్ ఎక్కడ గుత్తి గేట్ సార్ హాలిడేసా ఇప్పుడు వన్ వన్ అయిపోయిందా ఆల్ బెస్ట్ అన్నీ క్లియర్ అవుతాయా ఈ దీనికోటి లేదా ఫామ్లో లైట్ చెప్పా లేవా మీ దగ్గర లైట్స్ బయట కొనుక్కోవాల్సిన సెక్రటరీ నువ్వు సెక్రటరీ కదమ్మా మూడు మూడు నాలుగు లేవు చూడండి స్ట్రీట్ లైటింగ్స్ తెప్పించి చేపించేసాను మనం అదే దాని గురించి మాట్లాడుతున్నాం ఇంకా స్టోర్ కానీ యాడ్ ఇస్తున్నారు యాడ్ మండలంలో ఇస్తున్నారా వ్యాన్లో నిన్న రిజైన్ చేసినాడా ఇప్పుడు ఏ వస్తాయి గొట్లూరు ఇవి కూడా వస్తాయి దాని కింద అదో కొట్లూరు ఇవన్నీ అంటే ఎప్పుడు వస్తారు దీన్ని వేరే వాళ్ళకన్నా స్ప్లిట్ చేయాలా మాట్లాడతాంలేమో ఇదైతే లైట్ ఇమీడియట్గా ఇప్పిస్తానులే ఎప్పుడు గేపిస్తాపా రేపు రేపు మన్నాడులో వస్తాయిలే మూడు లైట్లు వస్తాయిలేమ్మా బాగున్నాను ఏమైనా బాగున్నారా యాడికి నాయనా తోటకాడికా చూస్తే నీళ్ళన్నీ ఇట్లా రోడ్ల మీదకి వచ్చినాయి ఎప్పుడు చేయించినారు ఇట్లా ఎందుకు పెట్టినా మళ్ళీ ఊరికే కంటామినేట్ అవుతాయి కదా ఆఫ్ చేసేసాను సత్సా ఇదే మరి వాళ్ళు ఉన్న పెట్టుకొని చేసుకోండి అలా మీరు ఇట్లా చేస్తే ఎట్లా ఆర్డబ్ల్యూఎస్ ఎక్కడమ్మా ఏంటి నీళ్ళు కంటామినేట్ కావా అవే నీళ్ళే కదా మళ్ళీ పోయేది మళ్ళీ రోగాలు రావా లేవు లేవంటే రావా రోగాలు వస్తాయి రావా మరి లేవు లేవంటావు ముందన్న వాళ్ళు బంద్ చేయించేసేనా రెక్టిఫై చేయండి నా నీళ్ళు నీళ్ళు కలుస్తా అంటే జబ్బులు రావా పని చేసేమ్మా నువ్వు ఎప్పుడో పని చేసేదే ఒక నిమిషం ఏ గారు ఇప్పుడు ధర్మపురిలోనూ కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసినారు కదా మన పెట్టినప్పుడు మీటింగ్లో ఎంపీడీ గారు మీటింగ్ పెట్టినప్పుడు అన్నీ ఇచ్చినారా ఎక్కడెక్కడ ఇచ్చినారు ఎన్ని ఎన్ని లక్షలు అవసరమైన అన్నారు ఫార్టీ త్రీ ఉంది సార్ ఫార్టీ ల్యాక్స్ తమరు చెప్పిన వీడియో క్యారీ చేస్తుంది సార్ ఇంకా మిగతాది వచ్చేసి దీంతో ఇంకా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంటుంది అంటారా డిస్టిక్ వచ్చినటువంటి కూర్చోబెట్టుకుని రాసిన నాకు ఇమీడియట్గా శాంక్షన్ మొదలు పెట్టేయండి మీరు శాంక్షన్ కాదు కదా ఉన్న ఎండాకాలం అయిపోయినాక మీరు చేసేది నేను చేసేది ఏంటంటుంది ఉంటుంది తీసుకొని ఏలుకుంట్లలో రోడ్లు ఎందుకు నీళ్ళు అన్ని బాగానే ఉన్నాయి ఆడ కూడా సమస్య చెప్పినారు కదా అవును ఉన్న జేజేఎంలోనే చేపియాలి కదా నువ్వు చేయించిన తర్వాతనే రోడ్లు పెట్టు గ్రావెలింగ్ రోడ్ ఎందుకు పెడతారు దీనిలోకి వెల్నెస్ సెంటర్ దగ్గరనా మల్లా కాలువ గ్రావెల్ రోడ్స్ అనేది లీస్ట్ ప్రయారిటీ అండి మీకు కావాలంటే ఎన్ఆర్జీఎస్లో ఇస్తాము ధర్మవరంలో మెయింటెనెన్స్ ఆఫ్ ఎంపీపీ బిల్డింగ్ మీదే సార్ నాగలూరులో ఆ డ్రైన్ మిగతాది కూడా పెట్టినారా దీంట్లో లేదే నాగలూరు ఇది ఒకటి నాగలూరు సర్పంచుల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడినారా మాట్లాడినాం ఈ పంచాయతీ రాలేదు కుమ్మల డ్రైనేజ్ కూడా there should not be any drinking water issue ఉండకూడదు చెప్తున్నాను నాకు ధర్మపూర్లో ఉంది నాకు తెలిసి ఉంది ఏడుంది ఈడుందిలే ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇది ఈ అంతేనా అవసరం ఇది ఫస్ట్ ఇది సెకండ్ వచ్చేసి ఫుల్ ఓవర్ కింద వాళ్ళకు నైంటీ ల్యాక్స్ వరకు పంపొచ్చు సార్ ఇవి కూడా ఇస్తామన్నారు సార్ ఈరోజు అప్లోడ్ చేయమన్నారు సార్ ఈరోజు లాస్ట్ ప్రయారిటీ మనం అది first priority drinking water street lighting అండి డ్రైన్స్ తర్వాత లాస్ట్లో మట్టి రోడ్లు చెప్పమ్మా నా బిడ్డ అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాండ్ ఇచ్చినారు సార్ ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయింది ఈ డబ్బులు రాలేదు సార్ మాకు ఇద్దరు పిల్లలనే ఒక ఒక పాప పాప ఆపరేషన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు పెట్టింది సార్ ఇప్పుడు లేదు కదా ఇది ఉందా అప్పుడు అవునమ్మా దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఈ పథకం తీసేసినట్టున్నారు ఎవరు ఐసీడిఎస్ వాళ్ళు ఎవరున్నారు మా అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంగన్వాడీ రాలేదా ఊర్లోనే ఉంటుంది కదా ఉండదా మేము ఊర్లో మళ్ళీ రిటైర్డ్ అయిందా ఊర్లో ఉంటుంది కదా అంగన్వాడీ మరి ఊర్లో ఉన్నాం రాకపోవడం ఏంది రాదా ఇర్రెగ్యులర్గా వస్తా ఉంటుందా వాళ్ళని అడగల అక్క మీరు ముందు ఒకసారి ఆ మీద యాక్షన్ తీసుకోండి అంగన్వాడి మీద యాక్షన్ తీసుకోండి ఇది ఇది కూడా ఒకసారి చూసుకోండి బాలిక సంరక్షణ పథకం మాట్లాడి చెప్తాను అంగన్వాడి చెప్పాలమ్మా ఆమె ఏడుందో లేదంట మీద యాక్షన్ తీసుకోండి బాబు పిఎస్ నేను మాట్లాడి నీకు చెప్తానమ్మా ఈమె ఈమె ఫోన్ నెంబర్ తీసుకో ఫస్ట్ ఆయాగానా జీతం ఐదు వందల జీతం ఉన్నప్పుడు ఈమెకి ఇప్పుడు పెడితే అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా వస్తుంది అరే అది ఎట్లా చేయాలి ఇప్పుడు ఎంత వస్తుంది పెద్దమ్మా ఎవరు లేరు పెన్షన్ కూడా రావటం లేదా అవును అప్పుడు ఏం సిఎఫ్ఎంఎస్ అవన్నీ ఏమి ఉండవు కదా పెన్షనర్ ఏంటనే కదా అది నీ ఆధార్ కార్డ్ ఇది పెద్దమ్మా ఆమె ఒకటే ఉంటారు నాకు ముందు అంగన్వాడీ టీచర్ పని చేసింది సార్ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ అది గవర్నమెంట్ ఎంప్లాయీగా రిజెక్ట్ అయింది సార్ మేము రాకనే శివాలయం గారిని మొన్న డిసెంబర్లో అన్పీట్ చేసి పెట్టినాం సార్ ఇప్పుడు పెన్షన్ రైజ్ చేసినా రైట్ చేసినాం శాంక్షన్ అయింది పెన్షన్ ఐడి కూడా వచ్చింది సార్ జూలై నుంచి వస్తుంది వస్తుంది అంటే జూలై నుంచి వస్తుంది నాకైతే ఒకటి అది వాట్సాప్ తీసి పెప్పి జూలై నుంచి వస్తుంది ఉంటానా అయిపోయిందా ఊరు అయిపోయిందా అంతేనా ఉండు ఒకసారి ఉండు ఉండు మీరుండండి అదిటి మున్నీళ్ళు పెద్ద విలేజ్ విలేజ్ ప్రొఫైల్ ఇది మా విలేజ్ ప్రొఫైల్ టోటల్ ఎంతమంది వాలంటీర్స్ సచివాలయ పరి ఇదంతా సచివాలయ పరిధిలో వాళ్ళు ఎవరు రాలేదా ఇది రాకుండా ఎందుకు ఎందుకు రాలే మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు ఒక్కనే వచ్చినావా మిగతా వాళ్ళు ఏమైనారు ఎంపీడీ గారు ఎండిఓ గారు ఒకసారి ఒక గ్రామంలోకి ఒక సచివాలయం పోతుంటే ఆ సచివాలయం లిమిట్స్లో ఉన్న అందరు వాలంటీర్స్ అందరు స్టాఫ్ అటెండ్ కావాలా మీరేం పైనుంచి దేవుడి నుంచి దిగి వచ్చినారే పక్కన ఊరోళ్ళు వస్తే మీ సచివాలయ పరిదే కదా ఏం జరుగుతుందో మాకు తెలియాలి కదా అలా ఎవరైనా రాకపోతే వాళ్ళని రిమూవ్ చేయండి నెక్స్ట్ కేసు నుంచి చేయండి అప్పుడు మొత్తం త్రీ ఫార్టీ త్రీ పెన్షన్స్ ఇస్తున్నామా కమ్ ఫార్వర్డ్ వెల్ఫేర్ ముందుకు రండి మా త్రీ ఫార్టీ త్రీ పెన్షన్స్ ఇస్తున్నామా ఇప్పుడు కొత్తగా ఎన్ని అప్లై చేస్తున్నాము అన్ఫ్రీజ్ చేసి థర్టీ టూ చేస్తున్నాం దాంతో అన్ని అన్ని కేసెస్ వచ్చేసినట్టేనా మిగతా దాంట్లోకి పడని కేసులు ఇవన్నీ కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఎన్ని రైజ్ చేసినారు ఆల్ కేసెస్ డబ్బులు పడనివి మిగతావి అన్ని కేసెస్ కలిసి అంతేనా ఉండేది మొత్తం అంతా కలిసి చిన్న సచివాలయం ఆరు నాలుగు పది అంటే చాలా మంది మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు సో ఎవరి ఇష్యూ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేయాలో క్లియర్ చేసేటట్లు చూడండి ఎక్స్ట్రేట్గా డిలేస్ కానీ ఇవి కానీ ఉండదు ఏది కానీ టెక్నికల్ ఎర్రర్స్ కానీ అట్లా ఉంటే కదా మీకు ఆల్రెడీ చెప్పినారు కదా పైకన్నా మాట్లాడండి లాంగ్ పెండింగ్ ఇష్యూస్లోనో క్లియర్ చేయండి ఇది చిన్న పంచాయతీ రైస్ కార్డు హోల్డర్స్ అందరినీ కూడా ఈ శ్రమ దాంట్లో చెప్పండి టోటల్ రైస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయండి సార్ మండలంలో మండలం సార్ రూరల్ రూరల్ ఒకటి మనకు పద్నాలుగు వేలు ఉన్నాయి సార్ మండల వ్యాప్తంగా మనకు టార్గెట్ అది సార్ అంటే పద్నాలుగు కాకుండా ఇంటి ఇద్దరు ముగ్గురు కూడా ఎలిజిబిలిటీ రావచ్చు సార్ సో మీరు ఎంతమంది ఉంటే గిట్ సాచురేషన్లో అది ఇన్సూరెన్స్ చెప్పి మళ్ళీ ఏదైనా ప్రమాదం జరుగుతుంది సార్ ఆఫీస్కి ఎవరు రావడం లేదు ఫీల్డ్ ఒక పక్క మన వైకేపీ సంఘాలు కూడా తెలుసు సార్ పేదలందరికీ ఇల్లులో one ten houses in first phase sanction అని ఇచ్చారు సో ఇప్పుడు ఇచ్చిన పెద్దమ్మది వాళ్ళకు కూడా ఇల్లు పెట్టినారా దీంట్లో అందరూ తీసుకున్నారా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏం చేస్తున్నావమ్మా తిరుగుతున్నావు రౌండ్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అను ఇన్ఛార్జా మెయిన్ ఎక్కడ నేను మెయిన్ సచివాలయం రాహుల్ చొరవ ఏం వర్క్స్ జరుగుతున్నాయి నీ పరిధిలో నీ పరిధిలో రావుల చెరువు ఉందా హౌసింగ్ కింద ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది సచివాలయాలు అయిపోయినాయా అది రావుల చెరువులో ఆర్బీకే దీనికి ఎప్పుడు కంప్లీట్ చేస్తాం స్పీడప్ చెప్పి మన మీటింగ్ పెట్టుకొని అన్నీ చేయమని చెప్పినారు కదా బిల్స్ కూడా ఉన్నాయి కదా అందరివి మరి ఎక్స్ప్లేట్ చేయించేసి స్పీడ్ చేయాలి ఏదైనా ఉన్నాయండి ఇంకా ఇష్యూస్ ఊర్లో కానీ ఏమైనా ఉన్నాయన్నా ఈ కరెంటు కాకుండా జేఎల్ఎంస్ ఎక్కడ నువ్వు పొద్దున్న లేచిన నుంచి ఈయనే ఉంటా అంటావు ఈడ ఏం పని డ్యూటీ చేస్తున్నావు చెప్పు సరే ఏం డ్యూటీ చేస్తున్నారు రేగడపల్లిలో అయినా పది రోజులు వదిలే నెల కింద నుంచి ఏం చేస్తాను నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏమి అసలు నువ్వు అసలు ఈ ఇష్యూస్ ఉన్నాయి అనేది పైకి తీసుకోబోతున్నావా ఎస్టిమేట్ చేసి జనరేట్ చేయలేదు కదా ఇంతకుముందు యాడో ఒక ఇద్దరు ముగ్గురు లైన్ లైన్ మ్యాన్ ఉండేవాళ్ళు మండలానికి ఇప్పుడు సచివాలయానికి ఒకరు ఉన్నారు మీరు గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ కూడా పైకి తీసుకోకపోతే ఇంకెట్లా బడ్జెట్ లేదని బడ్జెట్ లే ఉంటుందో లేదో ముందైతే నువ్వు తీసుకోవాలి కదా సమస్య అనేది నేను మళ్ళీ ఊర్లోకి వచ్చినప్పుడు చూస్తానే కదా ఇప్పుడు బడ్జెట్ ఇది అనేది పైన ఆఫీసర్లకు మీరు అవన్నీ అసలు సమస్య తీసుకోకపోతే ఎట్లయితే అది ప్రతి ఒక్కటి సమస్య అనేది అవును తీసుకొని పైకి ఎస్టిమేట్స్ చేస్తున్నారా చెప్పేది కాదమ్మా సినా డి డి ఇక సురేంద్ర కాదు దీనికి వేరే అతను కదా మీరు ఎస్టిమేట్లు వేస్తే మేము బడ్జెట్ శాంక్షన్ చేపిస్తామయ్యా sir sir good morning sir good morning sir ఇప్పుడు లాస్ట్ టైం మనం అనుకున్నాం కదా ఈ శాంక్షన్స్ ఇవన్నీ అర్బన్ రూరల్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వచ్చినాయా మొత్తం అన్నీ వచ్చినాయి సార్ ఎంత టూ క్రోడ్స్కి వచ్చినాయా ఎస్టిమేట్స్ అంటే నేను అనేది టౌనా రూరలా మీరు అనేది మననే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయింది కదా టౌన్కి ఓకే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇంకా లో పవర్ వస్తుంది టౌన్లలోనూ అంతా కూడా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ <laughs> నేనే మాట్లాడుతున్నాను లేండి సార్ నాకు మళ్ళీ చెప్పేది ఏమిటది నేను కావాలంటే నేను సీఎండీతోనే మాట్లాడతాను కానీ ముందు ఏదో ఒకటి అసలు మీరు చే పలానా పని చేస్తున్నట్టు మాకు ఒకటన కనపడండి మా దరిద్రం ఏంటంటే మూడు సంవత్సరాలుగా మేము ఒక పని కూడా చూపించలేకపోతున్నాము అది మా కర్మానుకోలే ఏమనుకోలేదు మీరు మీరు వచ్చి కూడా సిక్స్ మంత్స్ అవుతుందే మరి ఏం జరుగుతుంది చెప్పండి Mm. ముందు ట్రాన్స్ఫారల్స్ ఫిక్స్ ఫిక్సప్ చేయండి సార్ ఎక్కడ ఉన్నాయి ప్రియారిటీస్ ట్రాన్స్ఫారల్స్ ఫిక్సప్ చేయండి సార్ సరే we have rectified all the things ఇంజనీర్లు లేరంటే ఇంజనీర్లు మార్పించినామని చెప్పాను చెప్పనా చెత్త షెడ్డా చేసిన వర్క్ చేసినావా అర్థం కదా అది షెడ్ రిపేర్ చేసినారు సార్ రిపేర్ చేసి రేట్లు వేస్తుంటే అంట అవునా ఎవరు ఎత్తపోతున్నారు మీరు కంప్లైంట్ ఇకపోతే ఏం పైనుంచి దొంగలు వస్తారా మీకు తెలిసింటది కదా మీరు ఎవరిని పేరు చెప్పుకోకుండా ఉండాలంటే ఎట్లయితే ఎస్ఐ ఎక్కడ వీళ్ళ దాంట్లో ఈ చెత్త షెడ్దంట వీళ్ళు బిగియడము ఫ్రీక్వెంట్గా ఎత్తపోవడం జరుగుతుంది మీ నోటీస్లో ఉంది అసలు తర్వాత జరగలేదు మన కూడా ఎత్తపోయినారంట కదా ప్రతిసారి ఎత్తపోతా అంటే ఎట్లయితే అంటది ఎవరు ఎవరో తెలుసు కదా పేరు కూడా ఐడెంటిఫై కదా అవును ఎలా ఎలా చేస్తా అంటారు రెగ్యులర్గా ఎట్లా చేస్తారు ఇట్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ కదా గవర్నమెంట్ ప్రాపర్టీ కదా సెక్రటరీ ఏంది మీరు మీరు కంప్లైంట్ ఇవ్వండి ఒకటి చెప్తాను ఒకటి కంప్లైంట్ ఏంటి గవర్నమెంట్ అసెట్ ఎట్లా తగ్గుతా అంటారు ప్రతిసారి దానికే చేసి చేస్తాను వాడు ఎవడో కూడా తెలిసినప్పుడు ఇంకేముందండి దానికి ములాజ్ ఏముంటుంది Thank you.